ఇది పద్ధతి రోజూ వచ్చి నన్ను పికప్ చేసుకుని మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర దింపు అబ్బా సినిమాకి ఇలా కార్లో వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉందో నాకు సంతోషంగానే ఉంది ఏదో మోటార్ బైక్ ఎప్పుడన్నా బయటకు ముఖం పగుచూరిపోయినట్టు నల్లగైపోయింది అమ్మో ఎక్కడో సికింద్రాబాద్ లో ఉంటున్న మనం హైటెక్ సిటీ దగ్గర హైటెక్ థియేటర్ లో సినిమా చూడడానికి వెళ్ళగలుగుతున్నాం అంటే ఈ అందాల బుజ్జి కారు మన సొంతం కాబట్టి అవునే ఏమో పెట్రోలా ట్యాంక్ ఫుల్ మరేంటి ఫుల్ స్టాప్ నాకు క్వశ్చన్ మార్కే ఈసారి ఏమొచ్చిందో సికింద్రాబాద్ కి హైటెక్ సిటీకి మధ్యలో ఇంత ఫారెస్ట్ ఉందా దరిద్రపు కొట్టుగారు అస్తమానం ఏదో ఒక ట్రబులే ఇక్కడ బండి తోయటానికి కూడా ఎవడం లేడే బాబు హలో నిన్నే నన్నా ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా రావా కొంచెం తొయ్యవా నీ అమ్మ కడుపు మాడ తొయ్యమన్నది మావిని కదయ్యా కార్ని మీరు తొయ్యండి నేను నడుపుతాను సరేరా గట్టిగా పొట్టు పట్టవే రెడీ ఒక్క నిమిషం ఏ హైలెస్ గట్టిగా తొయ్యము నువ్వు మాట్లాడికి ఎనర్జీ వేస్ట్ అయిపోతే నువ్వు స్టార్ట్ చేయి అమ్మయ్య స్టార్ట్ అయింది మీద అయితే ఎన్ చక్క ఎప్పుడో థియేటర్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం దరిద్రపు కొట్టు డబ్బా కారు నీకు ఎప్పుడేది నచ్చుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంకెంత దూరం థియేటరు ఎంత దూరం ఏంటి ఎదురుగుండా కనిపించేది ఏమన్నా అపార్ట్మెంట్స్ అనుకుంటున్నావా అదే హైటెక్ థియేటర్ మేము సీటుకి సీటుకి మధ్యన ఆరు అడుగులు దూరం ఉంటుందంట కంఫర్ట్గా ఉంది కదా అని పడుకున్నావు కానీ సినిమా చూడే అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం నువ్వు తొందరగా కార్ పార్క్ చేసుకున్న టైం అయిపోతుంది పంపించేస్తున్నాయి సినిమా మొదలైపోయింది ఏంటో టైటిల్స్ అయిపోయి కదా అబ్బా ఏం కనిపించట్లేదు జాగ్రత్త లేవు ఎవరో కూర్చున్నావు కాలు తొక్కుతామే నేను కాదండి మా ఆవిడ అనుకుంటా ఏమండి సినిమా స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది ఐదు నిమిషాలు అయింది తప్పుకోవాయా ఓ సంతేనా ఇంటర్వెల్ అయ్యి బాబు ఆ? ఆ, గుడ్ మార్నింగ్ ఏంటి ఏంటి పదైందండి డోర్ నేను తీసుకోవాలా లేదండి నేనే తీస్తాను సరిగ్గా నడుపా ఏ రావటం ఆలస్యమైంది సారీ సార్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాను త్వరగా రావడం నేర్చుకో నీకు అసలు పంక్చువాలిటీ లేదు బైక్ ఉన్నప్పుడే బాగుండదు చూడు అమృతరావు వచ్చే నెల పదో తారీఖున నువ్వు ఫ్రీగా ఉండు నీతో పని ఉంది ఎందుకు సార్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కొంతమంది గెస్టులు నువ్వు డ్రాప్ చేయాల్సి ఉంటుంది మినిమం నాలుగైదు ట్రిప్లు వేయాల్సి ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకో అబ్బా ఒక్క పోస్ చేస్తున్నాను ఏసీ పెట్టించు ఈ కారుకి ఏసీ అండి బాయినెట్లో ప్లేస్ లేదే బాయినెట్లో లేకపోతే డిక్కీలో పెట్టించు ఇదిగో స్టీరియో కూడా పెట్టించు ఆపవే సార్ మీకు డ్రైవింగ్ వచ్చా రాదు ఏ మృతరావు ఇంకెంత దూరం అయ్యా వచ్చేసాను సార్ ఒక అర కిలోమీటర్ ఉంటుంది అర కిలోమీటరా <laughs> నువ్వు వెనకెళ్ళిపోతుంది అయితే కిలోమీటర్ ఉంటుంది మరి ఊరుకో అమ్ము అయినా వాడికేం పోయే కాలని చెప్పు నువ్వేమన్నా వాడి పర్సనల్ వా ఇక నుంచి సగం పెట్రోల్ ఖర్చు వాడినే పెట్టుకోమని చెప్పు బాస్ ఎలాగే అడగటం దానికి తోడు నేను కూడా కారు కొన్నానని జలసీ ఫీల్ అయిపోయి నన్ను నన్ను లో నానా రకాలుగా హెరేజ్ చేసి పెడుతున్నాడు అసలు మీ స్టాఫ్ అంతా కలిసి వాడిని మొత్తకపోయారా బాగా చెప్పావు స్టాఫ్ అంతా మన కారులో వెళ్తున్నారే వాడు దిగాక నీకు విషయం తెలుసా ఊర్లో ఎవరు సవత్తాడినా సీమంతమైనా మన కారులోనే నేను డ్రైవింగ్ వాళ్ళు వెనకాల కూర్చొని హ్యాపీగా వెళ్తున్నాను అమృతం ఒరే అమృతం అర్జెంట్ గా కార్తీ ఎందుకు మన శాంత ఫ్రెండ్ పురుడు పోసుకొని పుట్టింటి నుంచి వస్తోంది మనం స్టేషన్ వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కంగ్రాట్స్ ఇది తెల్లగా ఉన్నప్పుడే అనుకున్నానే ఐరావతం అని పైగా డేంజర్ గుర్తు చూసినప్పుడు కూడా అనుకోలేదు నా లైఫ్ డేంజర్ లో పడుతుందని నాతో ఎందుకమ్మో బాధపడతావు ఎలాగో దాన్ని అమ్మేయాలని డిసైడ్ అయిపోయాం కదా ఎక్కడే తొక్కలో ఒక్కడ కూడా దాన్ని కొంటానికి రావట్లేదు ఎరా ఆ చిన్న కార్ల పెద్ద మస్తాన్ ఏమన్నాడు థర్డ్ హ్యాండ్ డీల్ చేయడంట పోని మూడు ముక్కలకి ఏమన్నా డీల్ చేస్తాడా దాన్ని అదే మరి వెటకారం బ్రిలియంట్ ఐడియా ఏంటది దీన్ని మన ఇద్దరం వెళ్ళి ఎక్కడొక్కడ వదిలేద్దాం దాన్ని ఎవడో ఒకడు తీసుకుపోతాడు అప్పుడు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం మొత్తం డబ్బులు వచ్చేస్తాయి బాగుందమ్ము ఐడియా యా ఈ క్షణం నా జీవితంలో కురిసిన పూల వాన అడ్డడ్డడ్డడ్డడ్డే ఈ పుర్రెకారు వెళ్ళిపోయాక ప్రపంచంలో పురుగు పుట్ట కూడా నాకు అందంగానే కనిపిస్తున్నారా హై బాబోయ్ ఎంత టార్చర్ పెట్టేసింది ఒరే నీకు విషయం తెలుసా ఏంటి ఈ పెట్రోల్ బంక్ లో ట్యాంక్ ఫుల్ చేయించావన్నా పక్క పెట్రోల్ బంక్ వరకు కూడా వచ్చేది కదరా చెక్ చేయిస్తే లీటర్ బెతురు దూరం కూడా రావట్లేదు ఫస్ట్ గేర్ వేసావన్నా అది రివర్స్ పడిపోయింది థర్డ్ గేర్ వేస్తే ఫస్ట్ లో పడిపోయింది అవునరే ఈ కారు కొల అది వెళ్ళిపోయాక నాకు తలంటి పోసుకున్నట్టుందిరా ఇన్సూరెన్స్ రావడమే తరువాయి అది కూడా వస్తే గాల్లో ఇదేమిటి మనం కంప్లైంట్ ఇవ్వలేదు కదా వీళ్ళు వచ్చారేంటి డెవలప్మెంట్ రా ఇంటింటికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటారేమో ఇదిగో వీళ్ళే అనుకుంటా AP twenty one eight one eight మీదేనా నాదే అయితే మీరిద్దరు ప్లాన్ వేసే కొన్నారా వీడు ప్లాన్ వేశాడు నేను కొన్నాను ఎరా రామానాయుడు స్టూడియో దగ్గర మీరు ఫియట్ పెడతారా రామానాయుడు స్టూడియో దగ్గర ఫియేట్ గారు పెట్టకూడదా అండి తర్వాత అందులో బాంబులు పెట్టి పేల్చేద్దామనే దాంట్లో బాంబులు పెట్టడం ఎందుకండి అదే ఒక పెద్ద బాంబు ఏం బాంబు న్యూక్లియర్ బాంబు న్యూక్లియర్ బాంబా ఆయన స్టేజ్ మీద కార్ దేవుడా టూ వీలర్ మీద పది దెబ్బలు తగిలితే ఫోర్ వీలర్ మీద నలభై దెబ్బలు తగిలి నువ్వు లెక్కల్లో చాలా స్ట్రాంగ్ అమ్ము కానీ డ్రైవింగ్ లో చాలా రాంగ్ ఎక్కడ హలో పెద పెదమస్తాన్ గారా ఏంటి నా కారు కొంటారా ఏడు వేలు ఇస్తారా ఎంతో కొంతము ఎంతో కొంత ఎవరు కొంటున్నారు ఎవరో పల్లెటూరు బయట థ్యాంక్ యూ రెండు రోజుల నుంచి ఎంత మనశ్శాంతిగా ఉందో అసలు ఆ దరిద్రపు గారికి ఎంత దిక్కుమాల చరిత్ర ఉందనుకున్నావు అది అసలు సెకండ్ హ్యాండ్ కారు కాదు భస్మాసుర హస్తం నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కృష్ణా జిల్లాలో వాడెవడో కొంటే దివిసిమ ఎగిరిపోయాడు టూ థౌజండ్ లో గుజరాత్ లో మరెవడెవడో కొంటే ఖచ్చి ఎగిరిపోయి అదేంటి శాంత నువ్వు రేపు ట్రైన్లో వస్తానన్నావుగా ఇంకా ట్రైన్లో వచ్చే ఏమిటండి మా నాన్న మీ పదిహేనేళ్ళ కోరిక వడ్డీతో సహా తీర్చేశాడు ఏంటది మన పెళ్లికి మీరు స్కూటర్ అడిగారా మా నాన్న ఏకంగా మీ కారే కొనిచ్చేశాడు హ్యాపీ